తొమ్మిది రోజులు ఎదురు చూస్తారు ఎందువల్ల అంటే వాతావరణం బాగుంటుంది శుక్రవారం సాయంకాలం అట్లా వచ్చి బీచ్లో సరదాగా కూర్చొని ఫ్రెండ్స్ ఫ్యామిలీ అందరూ వస్తారు దానికోసం చూద్దామని వస్తే వాతావరణం ఏం చేసింది ఈ ఈరోజు మమ్మల్ని రుతుబా అని వేడి అలా ఇలా కాదు చంపిందండి వేడి అలా ఇలా రాలేదండి బాబు చెమటలు కక్కేతనే ఎందుకు వచ్చాము స్వామి అనిపించిందండి ఈరోజు ప్రజలకి పాపం ఆ సంతోషం వచ్చారు ఆ సంతోషాన్ని చెమటలతో కక్కేసి మా జీవితాలని అలా చేసింది నెల రోజులు కష్టపడదు వాళ్ళు మమ్మల్ని ఈ రోజు ఒక్కరోజు సంతోషంగా తాగొచ్చు కదా వాతావరణం వాతావరణం కూడా మాకు సహకరించలేదు ఎందువల్ల అన్నది మాకు తెలియలేదు మా జీవితం ఏటో తెలియలేదు కానీ మనం ఏడు సముద్రాలు దాటొచ్చాం ఆ ఏడు సముద్రాలు ఒక రోజన్నా సంతోషంగా ఉందామని మేము వచ్చాం బాబు కానీ ఈ రోజు నాడు వాతావరణం చూస్తే చెమట్లు ఎక్కేసి నుంచి కూడా సరే ఎలా ఉన్నారు మా మొక్కలు ఇదేనా మా పరిస్థితి ఎవరు చెప్పుకోనండి ఒక విషయం ఆలోచించండి ప్రజలు ఎంతమంది అండి నేనే కదండి డ్రైవర్ని కాబట్టి వీళ్ళందరూ కూడా వచ్చి పాపం ఎంజాయ్ చేయడానికి సరదాగా వచ్చి ఫ్రెండ్స్తో తిరుగుతున్నారు కానీ ఈరోజు అంత దోణం అయింది లేడీస్ పాపం ఎంతో కష్టపడుతుందండి పొద్దున్న ఎనిమిది గంటలు ఎగుతారు నైట్ పన్నెండు ఒంటి గంట అవుతుంది అదే లక్ష్మీనాడే వాళ్ళు ఏం చేస్తారు తెలుసా పాపం సంతోషంతో పన్నెండు గంటలు పడుకుని పొద్దున లేచి ఏదో తిన్నా తినకపోయినా వచ్చి ఇక్కడ ప్రశాంతంగా ఫ్యామిలీతో కష్టాలన్నీ పోతే కష్టపడి ఉంటారు కదా కష్టాలు చిన్న చిన్న కష్టాలన్నీ పోగొట్టుకుని సంతోషంగా వస్తారు ఫ్రెండ్స్ ఫ్యామిలీ చాలామంది ఉంటారు ఇక్కడ ఫ్యామిలీలు ఉంటారు కొంతమంది ఫ్రెండ్స్ ఉంటారు కాబట్టి దానివల్ల ఇది మాల్యా బీచ్ అండి ఇది తిన్నగా ఉంటే ఇతర అసెంబ్లీ ఇటు అంత సముద్రం చల్లగా ఉంటుంది ఇదంతా పచ్చదనం అనమాట గవర్నమెంట్ కూడా గవర్నమెంట్ చాలా మంచిది బాగా చేసింది ఈ రోజు నాడు ఇదంతా తెలుగు వాళ్ళు ఫిలిపీనీస్ మొత్తం తమిళనాడు వాళ్ళు మొత్తం మన ఆంధ్రప్రదేశ్లో ఎంతమంది ఉన్నారో అంతమంది కూడా వస్తారు సముద్రం వారం బీచ్ ఉంటుంది ఆ పైన ఒక బ్రిడ్జ్ కూడా కనపడింది పెద్ద బ్రిడ్జి కట్టారు సముద్రం మయంగని అక్కడికి వెళ్ళడానికి ఎంతో ట్రై చేస్తారు చాలామంది పొద్దున్న వెళ్తే సాయంకాలం దాకా అక్కడ ఉండాలి ఎందుకంటే మూడు గంటల ప్రయాణం ఇక్కడి నుంచి బయలుదేరుతాను పాపం ఎంతోమంది సాదాగా వెళ్ళి వస్తారు కార్ మీద అలా ఉంటుంది సముద్రం ఇప్పుడు ఎండకే వెనక్కి పోయిందండి మేము ములిదేవన్ వచ్చాం కానీ వెనక్కి పోయింది రాళ్ళు అని తగిలేస్తాను పైన మేము వచ్చేసి కూర్చున్నాం ఇదే పచ్చదనం చూసారు ఎలా ఉందో వాతావరణం వర్షం వస్తుందని చెప్పారుగా వాతావరణ శాఖ వాళ్ళు ఇంకా వాతావరణం మరి పైన మాత్రం వేడిగా ఉంది నా షర్ట్ తడిచిపోయింది ఇంటికి వెళ్ళిన తర్వాత ఉతుక్కోవాలి ఏం చేయలేదు ఎన్ని కష్టాలతో మేము ఏం చేయాలి తెలియలేదు ఎందువల్ల అన్నదే తెలియలేదండి ఈ రోజన కష్టంగా సంతోషంగా ఉందని బతిదాం అనుకున్నాం చే ఈ వాతావరణం అండి ఇదే లాస్ట్ నెల లాస్ట్ రోజు మాకు ఇంకా ఆగస్ట్ నెల కొద్దిగా చల్లపడుతుంది వాతావరణం మేము సంతోషంగా ఉంటాం రేపు నుంచి చలిగాలి వస్తుంది చలిలో ఉంటామండి వస్తాం ఈ ఎండాకాలంతో కొజ్జారాలు కోసుకుని తిన్నివులం అవి కూడా తిన్నామంటే వేడి మా బాడీలో వేడి అది వేడి ఏం చేయమంటారు అర్థం లేదు ఈరోజు కొజ్జారు ముక్క కూడా తినలేదండి పొద్దున్న నాలుగు కొజ్జారులు తినివ్వండి అంటే ఆరోగ్యానికి మంచిదండి ఈరోజు అన్నది తెలియలేదు నాకు ప్రపంచంలో ఈ కోవిడ్లో చాలా బాగుంటుంది ఎందుకంటే సెలవు ఎక్కడ ఉండదండి ఇక్కడ ఒకరికి ఉంటుంది ప్రతి శుక్రవారం సెలవు ఉంటుంది కోవిడ్లోని ఎంతోమంది వారానికి నెలలో రెండు వారాలు తీసుకుంటారు నెలకు నాలుగు వారాలు తీసుకుంటారు బయట పనిచేసే వాళ్ళు ఈ నాలుగు రోజులు కూడా నెలలో సూపర్గా బతుకుతారండి ఎంజాయ్ చేయడానికి కొత్త కొత్త డ్రెస్సులు వేసుకుని ఇంటికాడ వేసుకుంటాం లేండి బట్టలు కోవిడ్ వాళ్ళు ఏం చేస్తారంటే బాబురా బాబు షియర్ గస్సులు బాబు కడకలేదా బాబు అంటే నేను తెలుగులో చెప్తాను మీకు అరవి అర్థం కదా ఓకేనండి లోన్ క్లీన్ చేయ బాబు లోన్ తుడు బాబు పిల్లలు ఏమో చాకలీలు ఉంటాయి కదా చాకలీలు తినేసి కవర్లు వేస్తారు లోన కాకేసి లైట్ పని ఆ పైకి ఎక్కి లైట్ వేయి బాబు అంటారు మేము అప్పుడు ఏం చేయాలి మాకు వెళ్దాం మేము డ్రైవింగ్కి వచ్చామా లైట్లు బిగించడానికి వచ్చామా అనిపిస్తుంది ఒకసారి బాబు ఒకసారి ఇలా రాని అని కొడతారు ఏసీ రావట్లేదు అంటారు ఈ ఎండకి ఏసీ ఏం పని చేసి చెప్పండి ఏసీ కూడా వస్తాడు ఆడు ఇప్పుడు వస్తాడు ఒంటిగా అయిపోయింది ఆకలి చేత కొడుకుండి ఒంటిగా అయిపోయింది ముసలిది ఏమంటుంది మా మేడం ఫోన్ చేసి ఒంటి గంటకు వస్తాడు అంటుంది కద్దాంలో పని చేసేసి పొమ్మ బాగా కష్టపడతారు అన్నం పెట్టి బాబు భోజనం చేద్దాం అంటారు కద్దాంలో పని మనుషులు అయితే తీసుకుని టైంలో ఫోన్ చేసి ముసలిదే బయట ఉన్నారు బయటికి వెళ్ళి పైకి తీసుకెళ్ళాలని తర్వాత తింది కానీ అంటారు మాకేమో కొంత కాలిపోతుంది తిందామంటే కొన్ని మంచిలు తాగేసి పైకి ఎక్కుతాం పైన మేము ఏసీలు పోయేమని అంటారు కదా వెళ్తాను పైకి ఎక్కేస్తాం సుర సుర పైకి ఎక్కేస్తాం వాళ్ళకి ఏం పర్లేదు లోన కూర్చుంటారండి ఎచ్చకని చల్లగా ఉంటుంది వాళ్ళకి మేము కోవిడ్లోని కోవిడ్లో జరిగే పరిస్థితులు మన ఇండియా వాళ్ళు ఏమనుకుంటారు తెలుసా బాబు మీ బాబు కోవిడ్లో పని చేస్తారమ్మా నీకే అమ్మా అన్నగా డబ్బు తెచ్చి పెడుతున్నాడు పాతికేలు ఇక్కడ కష్టాలు తేలవు ఎవరికైనా రుతుబా ఎంతమంది చంపేస్తుంది కదా మాకు తేలవు కదా కష్టాలు రుతుబా అంటే అంటే బాబు వేడి వేడి ఎలా ఫిట్ ఉంటుంది వేడి అలాంటి ఎలా ఉండదు అది టైంలోనే మనకి ఏసీలు పోతాయి చెప్తున్నాను వేసి కూడా చెప్తాను చూసుకోండి ఏసీలు పోతాయి మనకి పోవు మనకి పోయినా రేపు చేస్తారు అంటారు వాళ్ళు పోతే ముట్టుకుంటే ఆడికి ఫోన్ చేస్తారండి ఆడ ఎత్తకపోతే ఇంకొకటి ఫోన్ చేస్తారండి ఎవరో అడిగి ఆడు వచ్చేస్తారు కదా కరెక్ట్గా ఒంటిగా వస్తారండి ఆడు కూడా ఎలాంటి తెలుసు మరి ఒంటిగా వస్తా తినే టైంలోనే వచ్చిన తర్వాత పైకి వెళ్తామండి పైకి వెళ్ళి ఈ ఎండ ఉంటుందండి సూర్యుడిని అయితే ఉండదు ఒంటి గంట గంట ఎలా ఉంటుంది తెలుసా మీకు ఇంటికడ అలా ఇక్కడ ఉంటుందండి కానీ డిగ్రీలు ఉంటుందండి యాభై ఆరు డిగ్రీలు పైన పొయ్యిట్లోనే పైన ఎండలోనే పైన పొయ్యిట ఎండలో పైన ఆడ పైన పైన కూర్చుంటామండి తడిసిపోతాయండి రెండు గంటలు వాళ్ళు ఏం ఏం చేస్తారంటే వస్తారు వేసి వాళ్ళు వచ్చి పాపం ఆలోచిస్తారు వాళ్ళు తడిసిపోతారు లాగని వచ్చి అయిపోయింది పోయింది ఇది పోయి అంటారు శుభ్రం కడిగేస్తారు ఫ్రిడ్జ్ లోన కడిగేసి దాన్ని గ్యాస్ పెడతారు ఫుల్గాని పీడేసి దిగిపోతారు అయిపోద్ది కదా మా మేడం అంటుంది సొర సొర తిని బయటికి వెళ్ళాలి ఇంకా జమ్యాకి వెళ్ళి జమ్యా సూపర్ మార్కెట్ ఉంటుందండి అక్కడికి వెళ్ళి తొందరగా తినేయమంటారు అన్నం ఏడుతో చచ్చిపోవచ్చాం బయటికి కిందకే ఓ రెండు నిమిషాలు కూర్చుని కొన్ని మంచినీళ్ళు తాగి అన్నం తిందాం ఉన్నట్టు వద్దు సొర సొర అంటే బేగ తిని తినేసి బయటికి వెళ్ళి సూపర్ మార్కెట్కి వెళ్ళి మజ్జిగ తెమ్మంటారండి చిన్నపిల్లలు ఉంటారు కదా ఐస్ క్రీమ్ చిన్న చిన్న ఐస్ క్రీమ్ ఉంటాయి ఆ ఐస్ క్రీమ్ ఒక ఐదు నిమిషాలు ఆగితే అయిపోయింది తినండి ఐస్ క్రీమ్ ఉన్నాను ఒక ఐదు నిమిషాలు ఆగి తినే మన్నీ ఏమన్నా మొదటి ఉంటానండి ఫోన్ వచ్చేద్ది ఎలా చేస్తాం మామ ఎత్తపోతే వచ్చేస్తారు డోర్ పక్కన ఉంటుందన్నమాట ఇద్దరికి డోర్లు పక్క పక్కన ఉంటాయండి డోర్ కూడా ఎత్తారు తలుపు చెప్తాం సురసురయ్యే సుర ఏ చూనే అని చెప్పి తిన్నావిటి తిను అని అంటారండి ఇచ్చేది ఎంత ఇస్తారులే బాగా ఇస్తారులేండి మనకి తిననిపిస్తుంది వేడికి తినలేం కదా కొద్ది కొద్దిగా తిన్నామండి ఏం చేస్తా పక్కన పడేసి జేమ్స్ సూపర్ మార్కెట్ పోయి నాలుగు నాలుగు ఐస్ క్రీమ్స్ ఉన్నాయి కదా మేము ఏమి ఊసిపోక మరి తిన్నాం కదా పెప్సీ తాగేస్తాం కొడు పిండిపోతే వచ్చేసాం కదా వచ్చేసిన వెంటనే మన్నీ మన సెలవు చెప్పకూడదండి సెలవుకి వెళ్తామని చెప్పకూడదు మనం ట్వంటీ ఇరవై నాలుగు రోజులు పనిచేసిన ముప్పై రోజులని అక్క సెలవడానికే చచ్చిపోతారు ఆ ఒక్క రోజు కోసం సెలవు సాయంకాలం చేసి పని ఏమి ఉండదు ఆ ఒక్క రోజు మనకు సాయంకాలం పని ఏమి ఉండదండి వీళ్ళు ఏం చేస్తారు తెలుసా పని ఏమి లేకపోయినా రెడీ అయిపోయి సూకులు అంటారండి సూపర్ మార్కెట్లకి పెద్ద పెద్దవి ఉంటాయి షా షాపింగ్ మాల్ అక్కడ పోయి కూర్చుంటారండి వేడి ఉంటారు కదా వాళ్ళు చల్లగా కూర్చుంటారు ఇంటికి పొమ్మనొచ్చు కదా ఇంటికి పొమ్మనరండి ఆ ఎండలోనే కూర్చో ఆ కార్లో కూర్చో ఏసీ ఆపే బాబు బండి ఆపేయండి అంటారు ఏసీలో ఏదో మనం ఏదో ఏసీ వాడేసుకున్నట్టు ఏం చేస్తారో సరే అని ఖర్చు కూర్చొని కూర్చొని అరగంట గంట కూర్చోండి వాళ్ళని బయటకు వచ్చి భోజనకి వెళ్దాం అనుకుంటాను కరెక్ట్గా భోజనంకి వెళ్ళాలి చెప్తే కదా వెంటనే వచ్చేస్తారండి ఫోన్ కూడా ఎత్తరా ఎక్కడ ఉన్నావు రా బీగండి నేను బీడి గీడి దగ్గర ఉన్నాను బాగా వేడిగా ఉంది ఇటు గంట మీద వేడి ఎండలో ఉన్నానే వాళ్ళు ఒక్క నిమిషం లేరు ఎండలని అందువల్ల నెల కోసం ఒకరోజు చూస్తుంటే అందరం మేడం వాళ్ళంటే కోటలు ప్రతి ఒక్కరు ఆడాలి అందరండి మమ్మల్ని ఒక నెల కొంచెం తింటే అలాగ ఉంటుందండి ఆ వాతావరణం కూడా మమ్మల్ని పట్టించుకోదండి ఆడవాళ్ళు కష్టం ఉంటుంది తెలుసండి ఇక్కడ డ్రైవర్లు కొద్దిగా పర్లేదండి చెప్తున్నాను అందరిలో ఒకళ్ళు ఎక్కడో ఉంటుంది ఆడవాళ్ళు ఉంటుంది కష్టం పొద్దున దాన్ని ఎత్తురండి లేచిన వెంటనే శుభ్రంగా ఇల్లు గుమ్మాలు అన్నీ చూసి చాలా మంది లేడీస్ బాగా తినేసి తప్పండి అది చాలా తప్పండి అది కింద తుడుచుకోవడం అన్నీ చేసుకుని భోజనాలు అన్ని కడిగేస్తారండి అమ్మ టిఫిన్లు వాళ్ళకి నోటు కూడా టిఫిన్ పెట్టాలి మంచినీళ్ళు పెట్టాలి ఒక గవ్వని తాగుతారండి వాళ్ళు రోజుని అది కాయలి అతను చాయ్ తాగుతారు మధ్యాహ్నం కన్నా కరెక్ట్ అయ్యి ఇచ్చేది ఇలాంటివి జరిగితే అండి ఆడవాళ్ళకి మళ్ళీ ఆడోకి సెలవుతే ఎందుకు మధ్యాహ్నం మధ్యాహ్నం దాకా అన్నం వండేసి వెళ్ళు అంటారు ఇటు ఇరవై పన్నెండు గంటల కంటే మనీ ఒంటి గంటకి వెళ్ళి ఆరు గంటలకు వచ్చేయమంటారు ఇది ఒకటి అయ్యి మనీ వీళ్ళకి ఏ పొద్దున్నే తొమ్మిది గంటలకు పంపేసి సాయంకాలం ఆరు గంటలకు వచ్చామ్మా ఇండియాలో ఇండియాలో తాగేసి ఎలా అంటారు మొగుళ్ళు ఏ డబ్బులు అయ్యి పని ఏముంది నీకు పాతికేళ్ళు సంబంధం డబ్బులు పదివేలు ఇంటికాడ వాళ్ళు మొగోళ్ళు ఇక్కడ కష్టాలు వెళ్తే వెళ్ళపోపం నోడోళ్ళు ఇరిగిపోతే వాళ్ళకి నైట్ పన్నెండు ఐదు ఆగానే కష్టపడతారు అలా ఇస్త్రీ చేస్తాం బట్టలు ఉతుకుతాం వీళ్ళకి చేతల బట్టలు ఉతికేసి ఆరబెట్టడికి సంకన ఆగిపోతాడు పో మాడోళ్ళు వాళ్ళ బాధ ఎవరు పట్టించుకోరు ఎవరో ఒకరి కోసం వంద మందిని తిట్టకూడదండి తొంభై తొమ్మిది మంది మంది కష్టపడతారండి ఆడవాళ్ళు శుక్రవారం ఆదివారం వస్తారండి పాపం చర్చికి వెళ్ళి వచ్చి అన్నీ చేసి ఒక ప్రశాంతం కూర్చొని అనుకుంటారండి అలా రుతువు బాగుంది ప్రశాంతం ఈ రోజు నాటికి అయిపోయింది జూలై నెల నెల దగ్గరికి అయిపోతే వాతావరణం చల్లబడుతుంది సరదాకు వచ్చి ఎంజాయ్ చేస్తారండి ఇలాగా చల్లబడి ప్రపంచాన్ని అలా చూసుకుంటారండి అర్థం చేసుకోవాలండి మరి కొంతమంది ప్రజలు కూడా ఇండియా వాళ్ళు అర్థమైందా అస్సలు ఏమో ఏం కష్టపడతారు అంతే ఏం అనుకుంటారంటే వీళ్ళు బట్టలు వేసుకున్నారు తెల్లగానే అనుకుంటారు అంతే బట్టలు కాదని మాకు ఉన్న కష్టాలు తెల్లదండి వెళ్ళదండి చెప్పుకోమంతే అండి మనిషి ఎప్పుడు నవ్వుతే సంతోషంగా ఉంటాం అంతే తప్ప బయట వాళ్ళకి మా కష్టాలు మేము బయట చెప్పుకోమండి అంటే భోజనం కాడ అయితే పెడతారండి చెప్పలేము ఒక ఇంట్లో ఉంటారండి వైట్ రైస్ అయితే టమాటా జ్యూస్ ఉంటుందండి టమాటా డొక్కుస్ అంటారు డొక్కుస్ అండి టమాటా ఉంటారు కదండి టమాటాలు పిండేసి మిక్సీలో పొడిచి రెండు ఎలువలు వేసేసి ఇచ్చేస్తారండి పాపం కొంతమంది అండి కొంతమంది ఇంట్లో వాడదండి మన తెలుగులో ఉంటాం వంటల్లో అమ్మ కూర వండు మనకి అని ఒక రెండు ములక్కలు కానీ ఏమైనా తెచ్చి కొద్దిగా కారం తెచ్చి పెట్టి ఉంటుంది మన అమ్మలొట్టలు అక్కలొట్టలు వండి పెడతాడు డ్రైవర్ కొంతమంది ఇంట్లో కొంతమంది ఇంట్లో పిలిపినోళ్ళని వేరే కంట్రీలు ఉంటారు కదా మన వంట ఉంటారు కదా వైడ్ ఇచ్చేసి డొక్కు ఇచ్చేసి కొద్దిగా పెరిగి మజ్జిగ ఇచ్చేస్తారండి ఇంకా అవి వేసుకుని తినాలండి అయితే కష్టాలు వీళ్ళకి తెల్లండి ఎందుకంటే మేము ఏం తింటున్నామో తెల్లదు వాళ్ళకి ఇంటి వాళ్ళకి వాళ్ళు ఇష్టం మాట్లాడతారండి మనం ఏం చేస్తామండి వీళ్ళు ఏమంటారంటే ఏ అమ్మా మీ కొడుకే కోయిట్లు ఉన్నాడు నీకే కొలమే కొలమే తింటూ అంటారు మనకు అసలు చెప్పం కదా అమ్మలకి నాన్నకి అమ్మకి తమ్ముళ్ళకి అలా చెప్పం కదా మన కష్టాలు వాళ్ళకి ఏం తెలిస్తే చెప్పండి చెమట్లు ఉరుతామండి ఎవరికి తెలదు ఇంటికాడ చిన్న పని బాబు మా కుర్రోడు చాలా పని చేస్తున్నారండి ఇంటికాడ వాళ్ళు ఇంటికాడ పని చేస్తే ఒరే మీ కుర్రోడు చాలా కష్టపడుతున్నారా మంచివారు మీ కుర్రోడు కోయిట్లో ఉన్న వాళ్ళు ఎదలేటండి పానగంటలో ఉన్న వాళ్ళు వాళ్ళకి కష్టపడతారండి కానీ తెలియదు అంతే పాద అంతా పెట్టుకుంటారు పెట్టుకుంటారండి స్టీరింగ్ తిప్పుకుంటారు అనుకుంటారు అంతే కార్లో కూర్చొని స్టీరింగ్ తిప్పుతుంటే ఉంటుందండి ఒక గంట రెండు గంటలు ఉంటుంది ఉన్న పని అంతా లోన ఉంటుందండి కోటి రాబాబు అని కోటి ఉంటాడు ఒకడు దేవాని ఉంటుందండి మామూలుగా ఆ ఫ్రెండ్స్ని తీసుకొచ్చి సాయిగా ఉంటుందండి తెల్లవారులు అందరూ ఉండాలండి మేము తెల్లవారులు రెండు ఐదు దాకానండి బాబు పడుకోమంటారండి వెళ్ళండి వాళ్ళు చాయ్ చాయ్ అదే చాయ్ గాంధీ చాయ్ ఏది మా పిల్లలు తాగేసి చాయ్ తాగుదామంటుంది తెస్తాం కదా తాగితేరా గమ్ ఉంటుందండి ఎంత దాంట్లో కొద్దిగేసి చాలు చాలు అంటారు నా చాలు ఇంకోటి పొస్టులు మా తెలక చాలు అండి ఇస్తారండి కట్టలు తీసిస్తారండి ఇంకో మాకు ఇలా జోలు తీసిచ్చేస్తారు కట్టలు ఎక్కడ ఇస్తారండి వాళ్ళే మూతులు నాకు ఉంటారు కొంతమంది కోటోళ్ళు తెలదలే అలా జరుగుతాయండి మనం ఏం చెప్తాంలే ఇక్కడ ఎవరి గురించి అండి అప్పుడు శుక్రవారం ఆదివారం ఇక్కడ వచ్చి సెలవుల కోసం కొంతమంది సెలవులు ఇస్తారా ఎవరా కొంతమంది సెలవులు ఎవరండి ఆడవాళ్ళకి సెలవు రండి పాపం వాళ్ళు బాధపడతారు కానీ ఇంకా కష్టమైన కష్టమైన పిల్లల కోసం చేసుకుంటారండి భర్త కొంతమంది మంచి ఉంటారు కొంతమంది ఎదలు ఉంటారండి తాగేసి ఇంటికాడ ఏదో మాట్లాడతారండి పాపం అలా బాధతో విమర్శించుకోకుండా భర్త భార్య కూడా కరెక్ట్గా చూసుకోవాలండి అర్థమైందండి